కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం ఒకటి నుంచి పదమూడు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడాను ప్రేమ లేని వాడినైతే బ్రోడు కంచెలు కానీ తాళమే ఉంది ప్రవచించి కృపాను కలిగి మర్మంలను జ్ఞానమంతయు ఎరిగిన నేను కొండలను పెక్కలింపగల పరిపూర్ణ విశ్వాసం నేను ప్రేమ లేని వాడినైతే నేను వెతున్నాను బీదల పోషణ కొరకు నా ఆస్తం తెచ్చినను కాల్చిపోటుకు నా శరీరాన్ని అప్పగించుకున్నాను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ దీర్ఘకాలం సహించును దయచూపించును ప్రేమ మస్తరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు సప్రయోజనం విచారించుకుందు త్వరగా కోప్పడదు అపకారం మనసులో ఉంచుకుందు దుర్నీతి విషయమై సంతోషపడికి సత్యంలో సంతోషించును అన్నింటినీ తాలుకొను అన్నింటినీ నమ్మును అన్నింటినీ నిరీక్షించును అన్నింటినీ వచ్చును ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనమైన నిరక్తకమగును భాష నిలిచిపోను జ్ఞానమైన నిరక్తకమగును మేము కొంత మట్టుకు ఎరుగుదుము కొంత మట్టుకు ప్రవచించున్నాము కానీ పూర్ణమైన దృష్టినప్పుడు పూర్ణంగానే నిరర్థకమగును నేను పిలవాని ఉన్నప్పుడు పిలవాని వాళ్ళే మాట్లాడితేనే పిలవాని వాళ్ళు తలంచితిని పిలవాని వాళ్ళు తిని ఇప్పుడు పెద్దవాడిని పిలవాని చేస్తుని మానవేస్తుని ఇప్పుడు అర్థంలో చూచినట్టు సూచనగా చూచినాను అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంత మట్టుకు అప్పుడు పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసం నిరీక్షణ ప్రేమయే ఈ మూడు నిలిచిన వీటిలో అనేది ప్రేమయే